so hi friends Mahi gaming FF FF means free fire friends మన వాళ్ళ టాపిక్ వచ్చేసి triple nine prank friends triple nine prank వచ్చేసి నార్మల్ ఏదో రౌండ్ ఉంది కదా దాంట్లో చేయబోతున్నాను త్రిబుల్ నైన్ ప్రాంక్ అనేది ప్రాంక్ కొత్తగా చేస్తున్నాం చాలామంది నోపు క్యారెక్టర్ పెట్టుకొని వెళ్ళి ప్రాంక్ చేస్తారు కదా మనం అలా కాకుండా డైరెక్ట్ మనం వేసుకున్న డ్రెస్సులతో మన స్టైల్తో వెళ్ళి ప్రాంక్ చేయబోతున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది మీకు ఫన్నీ కామెంటరీ నా వాయిస్ ఇక్కడ నుంచి వస్తే నెక్స్ట్ ఫన్నీ కామెంటరీ వస్తుంది చూడండి ఈ వీడియో ఎవరికి మనకైతే కామెంట్ చేస్తే వీడియోకి ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ని పిన్ చేస్తాను మీ ఈ వీడియోలో ఉంది కింద కామెంట్ చేయండి ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు వీక్ వీడియోస్ పెట్టి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ వన్ వీక్ నుంచి నువ్వు వీడియోస్కి ఫ్రెండ్స్ కొద్దిగా షేర్ చేయండి మా ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ హెచ్చోట వేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఫస్ట్ నుంచి మొదట ఆ రోళ్ళు ఏం తీయకూడదు నోపులాగా ఉండిపోవాలి నెట్లా నెట్టు అలా కదలకుండా స్క్రీన్ తిప్పుదాం ఎవరు వస్తున్నారా లేదా ఈ రోడ్డు అంతా ఏం చేస్తాడు నిజం చూస్తున్నామంటే కొంత తెలిసిపోయిందని చూపిన ప్రయాణం చేస్తున్నామని చూద్దాం కొడతారు కొట్టడం చూద్దాం హెడ్ చాట్ కొట్టాడు ఫ్రెండ్స్ నీకు ఇస్తాను చూడు మూడో రౌండ్ నీకు ఇస్తాను హెడ్ చాట్లు మొత్తం నీ బుర్ర పగిలిపోయి నీకు ఒకసారి పచ్చడి పచ్చడి అయిపోవాలి ఈ రోజు కూడా చూద్దాం ఈ రోజులో నేను చేస్తాడేం చూద్దాం నీకు అప్పలం పుల్లట్లు అవ్వాలి నీకు లేకపోతే అసలు లైన్లోకి రా నువ్వు అప్పలం పుల్లట్లు ఇంకో కుదిరైపోతావు నీకు ఇప్పుడు మొత్తం నీకు ఇంకో రోడ్ ఉంది రెండు రోజులు అయితే మన మన యాప్ స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ చూద్ది సరే ఏం కొడతారు మళ్ళీ హెడ్ షాటే నిన్న హెడ్ షాట్లు కొట్టాను నేను తర్వాత పడిపోతే హెడ్ షాట్లు ఏ డబ్ల్యూ అంతా కొట్టు మొత్తం నీకు పడిపోతే పులుసు నీకు కారిపోద్ది హెడ్ షాట్లు పులుసు కొట్టు మళ్ళీ ఇంకో మూడో రోజు స్టార్ట్ అయింది రెండు ఈ రెండు అడిగద్దా మళ్ళీ రూమ్ తీసుకో కనిపెట్టలేదు లోలమట్టం కదా సరదాగా మళ్ళీ వచ్చాడు మళ్ళీ సరే ఏం చేద్దా చూద్దాం ఫిష్తో గుద్దునా గుద్దుకు ఫిష్తోని నాకు వస్తా ఛాన్స్ అప్పుడు నేను కొడతాను నీకు బుర్ర పగిలిపోద్ది నీకు మొత్తం బుర్ర ఎగిరిపోదా అలిపెట్ పగిలిపోదా ఇప్పుడు నీకు ఉంటుంది చూడు మనం కమలు తీస్తాం ఫ్రెండ్స్ రౌండ్ అయిపోయింది నెక్స్ట్ రౌండ్ వచ్చా గన్నులు తెద్దాం గన్నులు ఏ గన్ అంటే ఎం ఎం చిచ్చి ఎమ్మడదాం సగం ఎంబీ ఫైవ్ చేద్దాం దా ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం ఎనిమిది ఏడు ఇక్కడ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఎనిమిది వస్తే బుర్ర పగిలిపోలే ఇవిడు అడిగి ఇప్పుడు ఎనిమిది మొత్తం బుర్ర పగిలిపోలే అడిగి ఫస్ట్ దెబ్బ బుర్ర పగిలిపోయి మొత్తం ఎనిమిదికి అలా తిరుగుదాం ఫ్రెండ్స్ ఎవడ ఇంకా కనిపించట్లేదండి అలా తిరుగుతుంది తిరుగుతున్నా ఎనిమిది అనేది ఎక్కడ కనిపించలేదు ఎనిమిది ఇంకా కనిపించదు ఎక్కడ దాకా ఉన్నాడు గుమ్మం కనిపించు ఇంకా కనిపించలేదు ఫ్రెండ్స్ సినిమా మనకి అది కూడా ఫ్రెండ్స్ బయట ఉన్నాడా అడిగి ఇప్పుడు బుర్ర చెట్లు పోలాడికి బా హెడ్ షాట్ మన కొట్టుకున్న ఫ్రెండ్స్ హెడ్ షాట్లని ఆడే కాదు అది బుర్ర పగిలిపోయినట్టుంది ఇప్పుడు ఆడికి కూడా ఇప్పుడు గట్టిగా ఎత్తారు కుదిరైపోతారా సేమ్ గన్స్తో మళ్ళీ ఆడద్దాం ఈ రోజు కూడా మనమే కొట్టాలని చూద్దాం డిసైడ్ డిసైడ్ వెళ్తే కొడదాం హెడ్ షాట్లు ఏమైనా పడదు మళ్ళీ ఎంపీ ఫైవ్ కొడదాం మళ్ళీ హెడ్ ఏం పడుతుందా బా హెడ్ కనెక్ట్ అయింది వన్ టప్ కనటంలో ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళకి వన్ టప్ కడుతున్నా బాడీ బాడీ డ్యామేజ్ పర్లేదు కిల్ వచ్చిందిలే నెక్స్ట్ వన్ అక్కడ ఇద్దాం మళ్ళీ మళ్ళీ గన్లే కొందామంటే గన్లే కొద్దాం ఫ్రెండ్స్ సేమ్ గన్ ఆడదాం ఇది ఎంబీ ఫైవ్ చీఫ్ ఎంబీ ఫార్టీ తిద్దాం మళ్ళీ ఎంబీ ఫార్టీ తీసేసారి అడిగిద్దాం గట్టిగా బయట నీకు బుర్ర పై చిట్లు ఇవ్వాలి మొత్తం నీకు బుర్ర అదిగో హెడ్ హెడ్ షాట్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ గ్లోబల్ పర్లేదు ఇక్కడ అయిపోతున్నాను గ్లోబల్ పర్లేదు గ్లిచ్ అయింది ఫ్రెండ్స్ అందుకే గ్లోబల్ అని పర్లేదు తీసుకో రోడ్ని ఎత్తున్నాను ఎక్స్ట్రా ఉంది మన ఇంకా కొట్టేద్దాం ఈ రోడ్ అనేది మన ఎక్స్ట్రా ఉంది మొత్తం మొత్తం బుర్ర పగిలిపోయాడు ఈ ఈ రోడ్ మొత్తం చిట్లు అయిపోయింది బుర్ర పచ్చడి పచ్చకని బుర్రని బుర్రనిది మళ్ళీ బయటకు వస్తాడు హెడ్ షాట్ పడుతుంది నీకు బుర్ర మొత్తం రీకాల్ అయిపోయింది ఫ్రెండ్స్ గన్న అనేది అదిగో హెడ్ షాట్ బుర్ర పగిలిపోలే ఏమోట ఏమోట వద్దామంటే మళ్ళీ ఫీల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏమోట వేయలేదు ఇంకా ఇక సరే ఎంటన్ తెద్దాం ఎంటన్ చేద్దాం ఈసారి ఈసారి అమ్మ ఎంటన్ తెద్దాం అంటే అప్పుడు కొడదాం ఎంట మూడు రౌండ్ ఫ్రెండ్స్ వాటికి నాలుగు రౌండ్ మూడు రౌండ్ ఈ రౌండ్ మొత్తం మళ్ళీ మనమే కొట్టాలి సెవెంటీ ఫైవ్ కనెక్టన్ ఫ్రెండ్స్ హెడ్ అయిపోయాడు అబ్బా ఫేక్ డ్యామేజ్ పడినట్టు ఫ్రెండ్స్ ఇంకొక కొంచెం పడగలేదండి ఇంత డ్యామేజ్ ఇచ్చిన అయిపోయాడు ఇంత డ్యామేజ్ పడతలేదు ఫ్రెండ్స్ ఫేక్ డ్యామేజ్ ఎక్కువ అయిపోయినాయి ఇంత డ్యామేజ్ ఇచ్చిన పర్లేదు కిల్ వస్తుంది వంట వంట కనెక్ట్ వద్దులే కానీ గన్నం వచ్చేద్దాం సారీ ఈ రౌండ్ మనమే కొట్టేసాం ఫ్రెండ్స్ ఈ రౌండ్ అనేది సరే గన్ చేంజ్ చేద్దాం ఎంత ఇచ్చి అమౌంట్ అలసిద్దాం ఫ్రెండ్స్ మెత్త వచ్చేద్దాం ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఏం చేయం మరి ఏమనుకోకుండా వీడియో కింద కామెంట్ చేయండి వాడికి ఎన్ని హెడ్షాట్లు కొట్టాను నేను ఇది కూడా హెడ్షాట్ ఏం చూస్తున్నాను వాడి కోసం తిక్కుంటున్నాను బుర్ర బయట కడతాడు వాడికి ఎగిరిపోలు అడ్డా చీట్లో పోతుంది బుర్ర ఇటు బుర్ర కొట్టండి మీరు కూడా లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ మొత్తం ఫోన్ తగిలిపోవాలా అలా ఉండదు లైక్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఇటు ఇటు కొట్టే దెబ్బగా ఇప్పుడు ఇది వన్ టైప్లో బయటకు వస్తాయి బాగా కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వన్ టైప్ అనేది కొట్టాం మరి బాడీ పడిపోతుంది ఎక్కడ కనెక్ట్ అవుతుంది మళ్ళీ దోకం పోయాడు లాగించప్పుడు అయిపోయింది అయిపోయింది ఇంకొక బుల్లెట్ అయిపోయింది బూయా కొట్టే ఫ్రెండ్స్ లాస్ట్ మన బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హెడ్షాట్ అయ్యండి ఫ్రీ ఫైర్ కంటెంట్ ఎటువంటి వీడియో పెట్టమన్నా పెడతాను మీరు కామెంట్ చేస్తే చాలు ఇలాంటి వీడియోస్ కావాలంటే పెడతాను వీడియోకి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో అనేది త్రిబుల్ ఎం చేశాను మీకోసం ఇంకా అలాంటివి ప్రాంక్లు కావాలంటే కింద అనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్